Hi friends welcome back to Karthik icon YouTube channel friends ఈరోజు వీడియో వచ్చేసి సో సమ్మర్ కదా ఎండ ఎలా కొడుతుందో సో సమ్మర్ స్పెషల్ సమ్మర్లో కష్టాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మీకు తెలుస్తుంది సో లెట్స్ వాచ్ అన్న ఎండలు మండిపోతున్నాయి స్విమ్మింగ్ పూల్ పోయామా అవునరా ఈ ఎండలు కట్టుకోవాలంటే స్విమ్మింగ్ పూల్ పోవాల్సిందే మళ్ళీ నడువు మళ్ళీ తొందరగా నడు నడు ఆపు జల్దీ నాడు ఇంట్లోకి పోయి జల్దీ నీళ్ళు తాగి ఒక చెడ్డు తీసుకొని స్విమ్మింగ్ పూల్ నడు నడు నడు A few moments later. ఏమ్రా చెడ్డి దొరుకుతలేదు ఇంట్లో ఏ ఆడ ఇస్తారు తీయన్నా ఏమో ఎండ బాగా కొడుతుందిరా ఇస్తారా ఆడ ఇస్తారా నాడు పైసలు తీసుకుంటామో మళ్ళీ ఏం తీసుకొని తీ నేను చెప్తా తీ అమ్మ ఎండ బాగా కొడుతుంది ముంగట కూర్చుంటే చిరాకులు వేస్తుంది బండి నాడు తిండకాలం అందుకని బండి ఇంకిద్దాం ఇడు మురుస్తాడిగా అరే బండిని నడిపేసేరా బండిని నడిపేసేరా ఇంటెలిజెంట్ ఫెలో నేను అడిగినప్పుడే బండి ఏడు ఇప్పుడు ఎందుకు ఇస్తుండ అబ్బా oh, ఎండ బాగా కొడుతుంది అందుకే ఇస్తున్నట్టు నాకేం వద్దు నేను చెప్తా అన్న ఏం వద్దు అన్న నేను నడిపితే ఖరాబ్ చేస్తా నువ్వే నడుపు అరే ఉత్తప్పుడు అడుగుతావు అని ఇప్పుడు ఇస్తున్నారా ఇక నీకనే ఎక్కువ నా నడిపి ఏం కాదు ఖరాబ్ అయినా కానీ ఇక నువ్వేగా నడుపు నడుపు ఓ వద్దన్న ఏం కాదు నడుపురా నీకనే ఎక్కువ తీసుకో నీ నీ తర్వాత నేను బండిరా అరే నీకు నడపాలంటే నడపాలంటే ఇచ్చిన ఏ అది కాదన్న తొక్తో ఖరాబ్ చేస్తావు అది ఫస్ట్ హ్యాండ్ పెట్టి కొనుక్కున్నా ఏంటి బాబా ఇంకోసారి అన్న ఫస్ట్ హ్యాండ్ పెట్టి కొనుక్కున్నా నీకు నడపబుద్ధి అయితే నడపాలి లేదంటే ఊపుకోవాలి అంతేగాని ఎగురుతాయేంద్రా బండి మీద చిన్నప్పుడు లెక్క వేస్తా ఎప్పుడు ఎక్కల బండి అది కాదన్నా వద్దన్నా ఎందుకు వద్దురా నా బండి- వద్దన్నా. బండి నువ్వేంద్రా చెప్పేది వద్దని ముందే చెప్పా అబ్బే ఏడే గ్యాప్ ఇచ్చినావు నాకు ఏడే గ్యాప్ ఇచ్చినావు నాకు ఆ కాలిపోయిందిరా ఆ కాలిపోయిందిరా కాలిందా నథింగ్ ఏమవ్వలేదు చెప్పవారా అరే లీ లేపరా నీళ్ళు లేపరా జల్దీ అబ్బా పట్టుకో పట్టుకో లేరా లేరా నీళ్ళ చదువుకు చదువుకు తీరా తీరా తీరా జల్దీ పాలం మీరా నీ అమ్మాయి ఎండలు పాడిగాను ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్లు ఏమో కానీ నా సాగుకు వచ్చింది మా దోస్తుల స్కూల్లో సెంటర్ వాళ్ళే మా స్కూల్లో ఏమో సెంటర్ ఒక చూడు ఒక్కడు కూడా కనబడతలేదు మా దోస్తు వాళ్ళు మా దోస్తు వాళ్ళు ఏమో పొద్దుగాల పోయి మధ్యాహ్నం వస్తారు నేను మధ్యాహ్నం ఎండలో పోయి మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ ఎండలోనే రావాలి మా దోస్తు వాళ్ళు ఏమో మంచిగా షర్పత్ దాగి పండుకుంటారు మా మమ్మీ షర్పత్ ఒక జ్యూస్ తాగడానికి పైసలు అడిగితే నీకు తిండి పెట్టుడే ఎక్కువ అని పొరక పొరక కొట్టింది నీకు తిండి పెట్టుడే ఎక్కువ అని పొరక పొరక కొట్టింది నేను ఎండలో స్కూల్ కొట్టినా అని బాధ లేదు దేవుడా మా దోస్తులు నిమ్మలంగా ఇంటికాడ పండుకుంటున్నాను నాకు బాధ చూడు ఒక్క బట్ట వాడు కూడా కనబడతలేడు ఈడోడు బట్ట వాడు నా దగ్గర ఎండలో ఆడుతున్నట్టున్నాడు అరే బట్ అరే లక్కీ ఈడోడు నాలా ఎండలాడుతుంది తీటగాడు అరే మా అమ్మ ఎట్లున్నావు చాలా గెలిచినావు అవునా అరే ఏదో వాసన వస్తుందిరా స్నానం చేయలే రెండు సలహా వేసినారా రెండు సలహా వేసినారా సెంటు కొట్టుకున్నామేమో తీరా మార్చో మంచిగా లేదు సరే కానీ ఎండలు ఏం చేస్తున్నారా ఏం లేదు హాఫ్ డేస్ కదా ఆడుకుంటున్నారా ఇవ్వలేరు అయినా నువ్వు బ్యాగ్ వేసుకొని అడిగిపోతున్నావురా ఈ ఎండలా స్కూల్ పోతున్నారా స్కూల్ పోతున్నావా ఇప్పుడు స్కూల్ ఏందిరా లేదా అరే మా స్కూల్లో సెంటర్ పడ్డదిరా అందుకే స్కూల్ ఉందిరా మరి నడువు పోరా స్కూల్కి ఏ రా ఎందుకురా దుమ్మా కొట్టినారా దుమ్మా కొట్టినా దుమ్మా కొట్టినా నువ్వు హ్యాపీరా మనం నాశనం అయిపోయినా పర్వాలేదు పక్కాడు బాగుపడకూడదు అరే ఏడైనా మామిడికాయ చెట్టు ఉన్నారా దగ్గర మంచి కాయలు ఉన్నారా అరే ఫోన్ తెచ్చుకున్నారా అవునరా మా మమ్మీ ఇంటికాడ లేదురా అందుకే తెచ్చినారా మళ్ళా పిలిస్తే పోవాలి కదా అరే మామ మామిడికాయలు నేను లేవురా అరే గుడ్డోడా పైన అరే ఎన్నున్నాయి చూడరా అవురు అరే నీకు చెట్టు ఎక్కొచ్చారా నాకు ఎక్కరా నువ్వే ఎక్కరా సరే తిని నేనే స్టేటస్ లవ్వర్ ఏడ పడితే ఆడ ఫోటోలు తీసి నేను స్టేటస్ పెడతా నేనే స్టేటస్ లవ్వర్ అరే ఎక్కడున్నాయిరా మామిడికాయలు అరే ఆడ ఉన్నాయిరా కొమ్మకాడు చూడు మామిడికాయలు మెనీ అవర్స్ లేటర్ అరే మమ్మీ మా అమ్మ వచ్చింది అరే నేను పోతున్నారు అరే అమ్మ అమ్మ మమ్మీకి ఎట్లా తెలిసింది నేను స్కూల్కి పోలేదని అమ్మ అమ్మ చెట్టు దిగాలి తెలుసు అమ్మ స్కూల్ మంచిగా స్కూల్కి పోయినా అయిపోరా అమ్మ అమ్మ అమ్మ వస్తుంది అరే మా మమ్మీకి ఇట్లా తెలిసిందిరా ఏమోరా నాకేం తెలుసురా అరే నేను మర్చిపోయి స్టేటస్ పెట్టినారా అరే నేను మర్చిపోయి స్టేటస్ పెట్టినారా బెస్ట్ కానీ మరి అవులగా ఎందుకురా బెస్ట్ స్టేటస్ పెట్టినావు మా మమ్మీని మీ మమ్మీ స్టేటస్ చూసి ఉంటుంది రే అరే అరే అరే అరే నన్ను మంచిగా స్కూటీ పేరుతో నీకు పట్టుకొచ్చినావు రే స్టేటస్ అవసరం నీకు స్టేటస్ అవసరం అరే నువ్వే కదా వచ్చినావు అరే నీ నీ ముఖం చూసినందుకు ఇట్లా అయింది పురుగుల పట్టి చేస్తావురా నా కొడక అరే నేను టైం పాస్ స్టేటస్ పెడితే మీ అమ్యూజ్ నాకేం తెలుసు అరే బాగా ఇప్పుడు అడి కోతే కుక్కు ఉంటుంది అడి కోతే మళ్ళీ మా ఉంటుంది ఇప్పుడే ఫోన్ చేసిన వస్తా అన్నాడు వస్తా అన్నాడా అన్నాడు వస్తా అన్నాడు ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ పెట్టిండు మొత్తం కవరేజ్ ఏరియా లేకుండా మొత్తం దావత్ అయింది కదా ఏం దావత్రా వాళ్ళ తాత మూడొద్దులు అవునా నాకు పెళ్ళి అని చెప్పిండు కదా మళ్ళా ఏమో అయ్యా నాకు మూడొద్దులు అని చెప్పింది పొద్దుగా అంటాడు ఒకనికేమో ఆయనకి ఆయుష్మాన్ గానికి ఫోన్ చేస్తే నాకు ఈవెంట్లు ఉన్నాయని అంటాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తిరిగి చెప్తున్నాడు ఫోన్ చేయడు వస్తున్నాడు వస్తున్నాడు ఆవు చేస్తావు హలో కార్తిక్ బాయ్ భయ వస్తున్నా రెండు నిమిషాలు వస్తున్నావా నీ ముంగట ఉంటా తొందర రామాలి సికందర్ మాడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్ ఓరీలకే ఏమైంది రాయుడు సీట్ కింద బట్ట పెట్టుకుండు ఏమోగా అన్న చూద్దాం చూద్దాం వస్తుండగా రాణి ఎటు నడుస్తాడేమో ఎట్లురా బాగున్నాం కానీ గిన్ని రోజులు ఎడిపోయినవారు మొత్తమే కనబడతలేవు ఏయో డాక్టర్ బయట తిరగొద్దన్నారా ఎందుకురా దొడ్డి పెట్టిందా ఏ ఎందుకురా దొడ్డి పెట్టిందా ఏ కాదు మా జోక్ చేస్తున్నా ఇగో లైన్ ఈవెంట్లు వచ్చినాయి ఇక డాక్టర్ వడదెబ్బ తాకిందని బయటికి రాకమన్నాడు అవునా అదంతా సరే కానీ ఎందుకట్లా నడుస్తున్నావు అంటే ఇగో బడదెబ్బ కాదు మామ గడ్డలైనరా ఒక్కట్లు వచ్చింది గట్టిగా తిన్నట్టుండు ఏ ఏం మాట్లాడుతున్నారా ఏం లే అన్న పాపం అంటున్నా పాపం అంటున్నా అంటే లైన్ మొన్న దినాలు అయినాయిరా తర్వాత పెళ్లి అయింది అవునా ఆ పెళ్లి తర్వాత బర్త్డే అయింది ఇక ఎండాకాలం అంటే ఇరవై ఇరవై దినం కూడా అయింది ఇక శ్రీమతం కూడా పోయినారా ఇక అన్ని ఈవెంట్లు మొత్తం కవర్ చేసే అలా చికెన్ తినడం అయింది ఇక గడ్డలు అయినాయిరా గడ్డలు కాకపోతే అంతేగా అట్లా గడ్డలు కాకపోతే అంతేగా ఏం కాలే చికెన్ ఒకటే తిన్నావా అంటే వాళ్ళు అదే పెట్టిర్రా ఇక అది ఇక మన బాడీ హీట్ బాడీ కదా ఎఫెక్ట్ కొట్టింది ఇక గడ్డలు oh అది అంతే సరే కానీ కూర్చో ఇక మాట్లాడదాం ఏ పడతా ఎందుకు ఏ మీలాంటి పెద్దవాళ్ళం ఒకటి నాయన ఏం కూర్చో అంటావా కూర్చోవాలా కూర్చోవాలా మీ అవ్వ కింద గడ్డలైన చెప్తే ఇజ్జత పోతుంది ఇక చెప్పకపోతే మానం పోతుంది కూర్చోకపోతే ఇన్నర్ లేరు కానీ ఇక చెప్పేద్దాం అరే మామ కూర్చోని కింద ఇగో నేను ఒక విషయం చెప్తా చెప్పేందో ఇక ఎవరు చెప్పొద్దు ప్రామిస్ సరే సరే ప్రామిస్ నువ్వు కూడా ఎవరు చెప్పొద్దు మళ్ళా ఎవరు చెప్ప నా పిల్లకి అసలే చెప్పొద్దు ఓకే ముందే అది బాధపడుతుంది ఇన్ని రోజులు పోయిండు కనబడతలేడని సో నువ్వు చెప్పొద్దు మళ్ళా ఎవరు చెప్పొద్దు దోస్తు అని చెప్తున్నా నీకు బాగా చెప్పవు చెప్పా ఏ చెప్పొద్దు ఎవరికి చెప్పా చెప్పా చెప్పా అరే మావా ఆడ కూడా గడ్డలైనరా ఆడ కూడా గడ్డలైనరా గడ్డలు ఎక్కడ నుంచి వచ్చినాయిరా అరే హీట్ బాడీ గారా ఎండాకాలంలో అయితే రా మాకు ఏం చేయమంటావు మాకు తిప్పలరా రా నాయన దొరికితే దొరికే అని చెప్పి మొత్తం తిన్న అవరాడు మాకు తిప్పలరా రా నాయన దొరికితే దొరికే అని చెప్పి మొత్తం తిన్న అవరాడా అరే నవ్వకుర్రా మీరే నవ్వుతే ఎట్లారా మామా అట్లా దొరికింది గడ్డి వేసినావు కదా అరే అట్లా కాదురా అంటే అది కూడా నిజం అనుకో అంటే అది కూడా నిజం అనుకో సరే కానీ కూర్చో ఇక కష్టమా కష్టమైతుందా ఏ చాలా కష్టం రా వాడు మాట్లాడతా గాలన పోతుంది సరే కానీ బండి మీద బట్ట ఏంది మళ్ళా చెప్పినారా గడ్డలైనా అని అయితే ఇక ముందే సీటు ఎండాకాలం సుర్రుమంటది ఇక ఈ హా హీట్ కి ఇంకొక గడ్డ ఉట్టగల అని చెప్పి ఇక నువ్వు బయటికి రాలేవు ఇక కష్టమే ఈవెంట్ ఉందంట మళ్ళీ రావా ఏ రాలేం రా సాలు ఇప్పటికే చాలా చికెన్ పెడతారంట చికెన్ నాడు పోదాం నాడు చికెన్ నాడు పోదాం నాడు ఏ ఒక ఇప్పుడు రానంటే అప్పుడు వస్తా అంటే ఏం చికెన్ అన్నావు చికెన్ అంటే ఇక మటన్ పెడుతుండొచ్చు మటన్ అయినా పర్లేదు కౌసు ఉంటే చాలు ముక్క ముక్క ముక్క ఉంటే చాలు అరే నీకు వెనక కాదురా బాడీ మొత్తం అయితే తెలుస్తారా గడ్డలు ఎట్లున్నా అరే మావ నువ్వే గారా ఇవ్వంటుంది కౌసుందాను కౌసుందంటే వస్తావారా ఒక దిక్కు నడవనికే అయితే లేదు ఒక దిక్కు సపోర్ట్ తీసుకోకుండా నిలవనికే అయితే లేదు మళ్ళీ కౌసరంగానే వస్తావారా ఏ మనం కూడా ఏ ఏ నడుపురా సరే ఇక పట్టుకో సరే మళ్ళీ పట్టుకోడు కింద పడగల ఆయన ఇంటికాడ కౌస్ తీసుకొచ్చి సతి బిర్యానీ అవునరా నాయన లే అమ్మా ఈ కష్టం పగవానికి కూడా రావద్దురా అరే తమ్మి బ్రేక్ కట్టల కాడ మెల్లవోని పోరిని కాదు నేను నీ పోరిని బ్రేక్ కొట్టు నా పోరి అయితేనే పోతానా నువ్వు కూడా పోతుందా నడపరాదా అరే ఈవెంట్ వస్తున్నా అమ్మ పోరగాళ్ళు ఇప్పటికే నడవస్తలేరు నాయన అంటే ఈడో బండి తీసుకొని వాయా ఆడో బండి తీసుకొని వాయా ఈ అమ్మ ఫోన్ కూడా ఆడలే తీసుకుపోయినట్టు ఇప్పుడు ఇంటి దాకా నడవాలా దేవుడా ఇప్పుడు ఇంటి దాకా నడవాలా దేవుడా ఏమరా ఎండలు గిట్లా మాడిపోతున్నాయి అవును ఈ టైంలో జ్యూస్ దొరికితే మస్తు ఉంటాయి బా కదా పైసలు ఉన్నాయా మరి లేవు బా నీ తాను బా ఇక నా తాను నిన్నెందుకు అడుగుతా కానీ మనకు వాడైనా జ్యూస్ ఇప్పించేటాడు ఉంటే బాగుంటా వాడు ఉన్నారుగా అరే అమ్మ ఆకాశాడు ఇగో నేను వాడిని పొగుడుతుంటా నువ్వు అని చెట్టు ఎక్కి వాడు మనం జ్యూస్ సెట్ చేస్తాడు అంతే సెట్ సెట్ చెట్టు మళ్ళీ మర్చిపోకు లేపాలని లేదంటే ఇప్పాడు ఆకాష్ బాయ్ ఎట్లూరు కో అన్న మొత్తం ఇన్స్టాల్ ఆగుతలేదా అరే తెలుసుగా అన్న తెలుసుగా సెల్ఫీ తీసుకోరా అన్న సెల్ఫీ తీసుకో అన్న మళ్ళీ దొరకాడు ఇంకొక రోజు అయితే అన్న ఇంకా చెప్పాలి సంగతులు మొత్తం ఎట్లా నడుస్తుంది ఇన్స్టాగ్రామ్ అల్చల్ లేపుతున్నావు మన గ్యాంగ్ రీల్ చేద్దామని వచ్చేసరికి ఆహా బాగా ఎండ కొడుతుంగానే గిల్లే ఇప్పుడు ఏం చేస్తావు రీల్స్ ఇక ఎండ కొడుతుందంటే అది కామన్ మళ్ళీ పెట్టకపోతే ఫాలోవర్స్ తగ్గిపోతారు ఆహా ఎంత కష్టపడుతుండ్రు అన్న చాలా కష్టపడుతుండు ఎండకి రీల్స్ అంటే మామూలు విషయమా చాలా గొప్ప బాగా ఎండ దూప అయితే లేదా అవుతుంది కానీ ఏం చేస్తాం ఇక రీల్ ఇంపార్టెంట్ రీల్ చాలా డెడికేటెడ్ ఉండరు అన్న అలా అదంతా మంచిగా ఉంది కానీ మీరేం గిట్ల వచ్చారు ఏగో ఆడు ఆకాశ్ బాయ్ ఉన్నా అంటే ఇట్లా వచ్చేసినాం ఇక అబ్బా నిజంగా నా సెల్ఫీ తీసుకోవడానికి వచ్చినాం నీ దగ్గరికి మళ్ళీ కొన్ని రోజులు కొన్ని రోజుల తర్వాత రాస్తావని పెన్ రే పెన్ను తేలేవరా చెప్పినారా ఇంటికాడ తెమ్మని ఇక ఉండండి మన సెల్ఫీ తీసుకున్నాం కదా ఇక సరిపో సెల్ఫీ అయితే దిగుదాం మళ్ళీ ఇంకోటి అరే అమ్మ చాలా ఎండ కొడుతుందా దూపు అయితే లేదురా నీకు మస్తు అయితే నడు చూద్దాదావు నడు నేను ఆపిస్తా నువ్వు ఇప్పిస్తా నేను ఇప్పిస్తా ఇద్దరు ఒకరు నేను ఇప్పిస్తా ఇద్దరు ఒకరు నేను ఇప్పిస్తా ఏ నీకెందుకన్నా శ్రమ మేము ఇప్పిస్తుంది నడు ఏ అన్నా నువ్వు మళ్ళీ మాకు ఏదైనా ఓకే నీకురా ఏ నువ్వు ఏది ఇప్పించినా మాకు ఓకే అన్న నడు మళ్ళీ పోం నడు నువ్వు ఇప్పిస్తావా అన్నా ఏ అన్నా నాకు ఏ ఎందుకు అట్లా ఎక్కుతానే ఉంటావు అన్న అడిగితే ఏదో మాట వరుసకి ఏ ఇక్కడ ఎక్కి నువ్వు ఎక్కువ నువ్వు ఏ మళ్ళీ మేము చిన్న చిన్నది ఆగమా నా ముందే ఏదైనా పర్లేదు ఎక్కువ ఇక అంతగానం బత్తాడుతున్నా కాబట్టి ఇక అయినప్పుడు అది ఇక వేస్ట్ ఇక నీ నువ్వు ఇక అంతగానం అడుగుతున్నా అని ఎక్కుతాం లేదంటే అసలు మేము ఎక్కకపోతుండే ఎక్కినావా ఎక్కినానా మిషన్ ఇట్లా జ్యూస్ సెట్ చేయాలి నిమ్మలంగా తాగాలి జ్యూస్ క్యామర్స్ అంటారా బాబు సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా సో వీడియో చూసి చాలా ఎంజాయ్ చేస్తుండొచ్చు ప్రతి ఒక్కరి జనరల్ జెన్యున్ ప్రాబ్లమ్స్ అవన్నీ సో అవే ఒక వీడియో లాగా తీసామంతే సో మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసే చేసామని కమెంట్ చేయండి చూద్దాం ఇలా ఎంతమంది ఫేస్ చేశారో సో ట్యాగ్ చేయండి మీ ఫ్రెండ్ని ఎవరు ఎవరైతే మీ ఎంబడి మామిడికాయల కోసం వస్తారు so thank you for spending your valuable time with our channel మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు సో బా బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్